Karnakar ministries at Gmail dot com our website W W W dot minds of the world dot O R G